Hello students welcome to achievers academy achievers academy ఛానల్లో తిరిగి మీ అందరికీ కూడా స్వాగతం ఈరోజు last phase of preliminary examination అంటే ఇంకొక వన్ డే మాత్రమే మిగిలి ఉంది సో ఈ మూమెంట్లో అచీవర్స్ అకాడమీ తరఫున మీకు కొన్ని టిప్స్ ఇవ్వడానికి వీడియోని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది సో మీరందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు యాంగ్షియస్గా ఉన్నారు uh, about the group one preliminary examination first batch అంటే ఈ ఎగ్జామ్ లో కనుక మీరు సెలెక్ట్ అయితే ఫస్ట్ బ్యాచ్ ఇన్ తెలంగాణ తెలంగాణలోనే మొట్టమొదటి గ్రూప్ వన్గా గ్రూప్ వన్ ర్యాంకర్లుగా మీ పేర్లన్నీ కూడా లిఖించబడతాయి కాబట్టి దీని అందరూ కూడా ఒక ప్రతిష్టాత్మక పరీక్షగా ఒక సీరియస్ ఎగ్జామినేషన్గా తీసుకుంటా ఉన్నారు డెఫినెట్లీ ఈ మూమెంట్లో లాస్ట్ మూమెంట్లో అసలు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఇలాంటి కొన్ని విషయాలు మాట్లాడుతూ టిఎస్పిఎస్సి చైర్మన్ గారు అదేవిధంగా హాల్ టికెట్స్ లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా మనం కొన్ని పాయింట్స్ ని ఈరోజు మనం డిస్కషన్ చేద్దాము సో ఎక్కువసేపు నేను తీసుకుని ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ లో ఈ వీడియోని కంప్లీట్ చేద్దాము బికాస్ అందరూ కూడా లాస్ట్ మినిట్ రివిజన్స్ లో బిజీగా ఉన్నారు కాబట్టి definitely I won't consume lots of time of yours so first of all don't read anything new ఏది కూడా కొత్తగా చదవకండి పర్టికులర్లీ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ చదువుతారా రేపు మొత్తం కరెంట్ అఫైర్స్ రివైజ్ చేసుకుంటారా చేసుకోండి కానీ కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీ చదవలేదు కొత్తగా హిస్టరీ ఓపెన్ చేయకండి పాలిటీ చదవలేదు కొత్తగా పాలిటీ ఓపెన్ చేయకండి ఈ రోజు వరకు ఏదైతే సబ్జెక్ట్ మీ గ్రిప్ ఉన్నదో వాటిని మాత్రమే రివైజ్ చేయండి that is one important factor to be considered at this moment ఈ రోజు రేపు ఇన్ఫాక్ట్ uh, ఎల్లుండి కూడా టీలియర్ examination try to avoid the non vegetarian food okay మీరు బై బర్త్ వెజిటేరియన్ అంటే నో ప్రాబ్లం కానీ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారని అంటే definitely I request you all to skip non vegetarian food ఎందుకంటే నాన్ వెజ్ ఈ మూమెంట్లో తిన్నారని అంటే డెఫినెట్లీ మీ థాట్ ప్రాసెస్ అనేది మీ రీకలెక్టింగ్ కెపాసిటీ అనేది ఎగ్జామినేషన్లో తక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఆ రోజు సండే రోజు ఎవరు కూడా హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకోకండి చాలా లైట్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి యూజువల్లీ నేను రికమెండ్ చేస్తాను స్టూడెంట్స్కి ఏంటంటే టూ బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది two boiled eggs are very very in heavy breakfast అస్సలు తిని వెళ్ళకండి in order to make your self stiff comfortable and also stay until the end of the examination కానీ ఎగ్జామినేషన్ కి టీఎస్పీఎస్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర నుండే అంటే ఎయిట్ థర్టీ నుండే అలౌ చేస్తారు లోపలికి టెన్ ఫిఫ్టీన్ కి గేట్ అనేది క్లోజ్ అవ్వబోతుంది కాబట్టి మీరు గా ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ నుండి వన్ వరకు యాక్టివ్ గా ఉండాలి సో బ్రేక్ఫాస్ట్ లైట్ గా తీసుకున్నా కూడా ఒక ఎనర్జీ డ్రింక్ అన్నది ఎనీ ఎనర్జీ డ్రింక్ అది ఫ్రూట్ జ్యూస్ కావచ్చు ఎనర్జీ డ్రింక్ కావచ్చు ఇక్కడ రెడ్ బుల్ కావచ్చు సో ఏదైనా కూడా ఒక ఎనర్జీ డ్రింక్ తీసుకోండి in order to make your self stay fit till the end of the examination ఎందుకనంటే లాస్ట్లో మీకు కనిపించేటటువంటి క్వశ్చన్స్ ఎక్కడ కూడా మిమ్మల్ని కి దారి తీయకూడదు ఎనర్జీ లో అవుతుందంటే మీకు ఆలోచనలు రావు అలా ఎనర్జీ లో అవుతుందనంటే డెఫినెట్లీ ఎనర్జీ డ్రింక్ అనేది తప్పకుండా తీసుకోవాలి ఓకే సో ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ని ఈసారి టీఎస్పీఎస్సి వెబ్సైట్లో పెట్టడం జరిగింది తప్పకుండా ఒక గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డ్ తీసుకొని వెళ్ళాలి అది పాస్పోర్ట్ కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు ఆధార్ కార్డ్ కావచ్చు ఎనీ అదర్ ఐడెంటిటీ కార్డ్ తీసుకొని వెళ్ళొచ్చు ఓకే హాల్ టికెట్ని A four sized paper A four size పేపర్లో ప్రింట్అవుట్ తీసుకోండి ఒకవేళ హాల్ టికెట్లో మీ ఫోటో సరిగ్గా లేకపోయినా లేదంటే మీకు ఏదన్నా కూడా మీరు ఉన్నట్టు హాల్ టికెట్ల ఫోటో రాకపోయినా మీరు ఒక త్రీ పాస్పోర్ట్ ఫొటోస్ని తీసుకొని అటెస్ట్ అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ తీసుకొని అండర్టేకింగ్ తీసుకొని వెళ్ళాలి అండర్టేకింగ్ ఫామ్ కూడా ఆల్రెడీ ఇచ్చున్నారు next Uh, candidates is allowed to the center at 8.30 a.m. onwards. This is uh, definitely there. So, ikkada ten థర్టీకి ఎగ్జామ్ సెంటర్ గేట్ అన్నది క్లోజ్ అయిపోతుంది no candidate will be permitted to appear examination only after verification of the credentials అంటే మీ హాల్ టికెట్ నెంబర్ మీ ఫేస్ మీ ఐడి కార్డ్ చూసినాకనే లోపల పంపిస్తారు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాచ్ కానీ ఫోన్లు కానీ పేజర్లు కానీ ట్యాబ్లెట్స్ కానీ క్యాల్కులేటర్ కానీ లేదంటే ఏదైనా రైటింగ్ ప్యాడ్ కానీ ఇన్ఫ్యాక్ట్ ఒక స్మార్ట్ వాచెస్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా లోపలికి అలౌ చేయరు షూస్ వేసుకోబోదు చెప్పులు వేసుకోవాలి అందరూ కూడా ఓకేనా so do not wear shoes only wear chappals ఇంకోటి ఏంటంటే ఎవరైనా కూడా ఉమెన్కి మెహందీ ఉన్న ఆ మెహందీ రిమూవ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మెహందీ రిమూవల్ లాంటి లోషన్స్ కొన్ని వస్తున్నాయి మార్కెట్లో అట్ ద సేమ్ టైం ఎక్కడైనా కూడా తమ్ లో కానీ సారీ ఆర్మ్స్ మీద కానీ ఇంకెక్కడైనా కూడా టాటూ ఉన్నదేనంటే అబ్బాయిలకు చెప్తున్నా అమ్మాయిలకు కూడా try to wear full sleeves అంటే ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే tattoos are also not allowed on hands and feet okay so లేకపోతే మీరు ఒక మెయిల్ రాయండి టిఎస్పిఎస్సికి that you have existing tattoo అంటే ఇంత ముందు నుంచే టాటూ ఉన్నదని చెప్పి ఒక మెయిల్ రాసిన సరిపోతుంది but in order to eliminate that confusion at the centre ఆ సెంటర్ లో దగ్గరికి వెళ్ళి మీరు ఆల్రెడీ పేపర్ ఎట్లా వస్తుందో టెన్షన్ లో ఉంటారు కొన్ని సబ్జెక్ట్స్ రీకలెక్టింగ్ లో టెన్షన్ లో ఉంటారు ఇటువంటి ఫార్మాలిటీస్ uh, విషయంలో కూడా టెన్షన్ కి గురైతే డెఫినెట్లీ అది ఒక నెగటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయబోతుంది okay negative impact negative mark ఉందా లేదా అని అంటే ఇప్పటి వరకు yes I am strictly saying there is no negative marking in group 1 preliminary examination 99.99 percentage అయితే group 1 lo preliminary examination lo negative score అనేది లేదు 0.1 percentage yes ఎందుకంటే డైరెక్ట్లీ ఎక్కడ కూడా మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు కాబట్టి కొంతమంది ఉండవచ్చు అంటున్నారు బట్ నైన్టీ నైన్ పర్సెంటేజ్ అయితే ఉండబోదు next OMR sheet question paper మొత్తం చెక్ చేసుకోండి మొత్తం నూట యాభై క్వశ్చన్లు బాక్స్ ఇచ్చినారా లేదా చూడండి క్వశ్చన్ పేపర్లో నూట యాభై క్వశ్చన్లు ఇచ్చినారా లేదా అన్ని క్వశ్చన్లు ప్రింట్ అయినాయా లేదా చూసుకోండి ప్రింట్ కాలేదు for example one forty eighth question print కాలే సో ఇన్విజిలేటర్ చెప్పి ఇంకో పేపర్ తీసుకోండి సిమిలర్ గా ఓఎంఆర్ మీద వన్ ఫిఫ్టీ బాక్సెస్ లేవు ఇన్వెస్టిలేటర్ కి చెప్పి వేరే ఇన్వెస్ వేరే బుక్లెట్ తీసుకోండి ప్రతి స్టూడెంట్ కూడా హాల్ టికెట్ నెంబర్ ని చాలా క్లియర్ గా మెన్షన్ చేయాలి ఇక్కడ మనకు శాంపుల్ కూడా ఇచ్చారు one zero two three six five అనే హాల్ టికెట్ నెంబర్ మీద అయితే వన్ సెకండ్ కాలంకి వెళ్ళి జీరో ఏడు ఉందో అక్కడ రాయాల థర్డ్ కాలంకి వెళ్ళి త్రీ ఎక్కడ ఉందో అక్కడ రాయాలి ఈ రకంగా will have to fill the OMR sheet okay next candidates put his or her signature and get the invigilator at the appropriate place in the OMR sheet OMR ఎక్కడ ఇన్వెస్టిలేటర్ సైన్ కావాలో అక్కడ పెట్టాలా ఇన్వెస్టిలేటర్ సైన్ లేకపోతే పేపర్ ఎవాల్యుయేషన్ అవ్వదు బ్లాక్ లేదా బ్లూ పెన్ తో మాత్రమే మీరు ఓఎంఆర్ లో బబులింగ్ చేయవలసి ఉంటుంది వేరే ఏ కలర్ పెన్ కూడా ఇక్కడ అలౌడ్ లేదు only black and blue pen are allowed okay మీకు జాతకం ప్రకారం రెడ్ పెన్ బాగుంది కదా గ్రీన్ పెన్ బాగుంది కదా అని చెప్పి గ్రీన్ కానీ రెడ్ కలర్ పెన్ కానీ తీసుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకండి బ్లూ ఆర్ బ్లాక్ పెన్ మాత్రమే you will have to carry okay bubbling by pencil ink pen gel pen is not permitted ink పెన్తో జెల్ పెన్తో లేదంటే పెన్సిల్తో బబ్లింగ్ చేస్తే అది ఎవాల్యుయేషన్ అవ్వదు మీ పేపర్ దిద్దబడదు okay candidate should not mark answer choices అన్న టెస్ట్ బుక్లెట్ టెస్ట్ బుక్లెట్ పైన మీ చాయిస్ ఏందో మీరు మార్క్ చేయకూడదు ఓఎంఆర్ షీట్ అంటే దీంట్లో రాసుకొని ఫస్ట్ దీంట్లో బబుల్ చేస్తూ ఉంటారు అది ఆ పని కూడా చేయకండి Writing symbols or type of identification marks on OMR sheet will also lead to invalidation. OMR sheet మీద మీకు మంచిగా రావాలని చెప్పి పైన ఓం అని లేదంటే ఇంకో సింబల్ ఇంకో సింబల్ ఏ సింబల్ పెట్టినా మనకు ఎంత మార్కులు రావాలో అన్ని మార్కులు వస్తాయి నాన్న సో అందుకొరకే చెప్తున్నా పైన ఏ ఓం సింబల్ కానీ స్వస్తిక్ సింబల్ కానీ ఇటువంటి అన్ని కూడా పెట్టకండి use of whitener very important మీరు వైటనర్ వాడిర్రా మీతో పాటు రెండు లక్షల తొంభై వేల మంది ఎవరైతే ఈ రోజు వరకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరూ ఇబ్బందుల్లో పడతారు వైట్నర్ వాడద్దు చాక్ పౌడర్ వాడద్దు బ్లేడ్ వాడద్దు ఎరేజర్ వాడద్దు ఓఎంఆర్ మీద ఇవన్నీ వాడినంటే డెఫినెట్లీ అది మీ ఇన్వాలిడేషన్ అవుతుంది మీ పేపర్ ఓకే గ్రూప్ టూ టైంలో ఏమైందో గుర్తుంది కదా అందుకోసమే చెప్తున్నా candidates are prohibited from communicating consulting conserving conversing with other candidates పక్కన మీ ఫ్రెండ్ వడ్డ వెనకాల మీ బంధువు వడ్డ ముందర మీ రిలేటివ్ ఉన్నా ఎవరితో మాట్లాడకండి ఆ రెండున్నర గంటలు ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని బంధువులని అందరినీ మర్చిపోండి ఓకేనా నెక్స్ట్ ఎగ్జామ్ అయినాక మాట్లాడుకోవచ్చు బయట పోయినాక next candidates are expected to behave in orderly and disciplined manner లేకపోతే మీ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని టీఎస్పీఎస్సీ చెప్తుంది ఓకే మంచిగా డిసిప్లిన్ గా ఉండండి ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అంటే ఆ గ్రూప్ వన్ ఆఫీసర్ లైక్ క్వాలిటీని మీరు ప్రమోట్ చేయండి digital copy of OMR sheet will be available in the commission website after completion of the image scanning next no candidate should leave the examination until completion of the exam మొత్తం ఎగ్జామ్ అయిపోగానే మీరు రెండు గంటలు అయిపోయినా కూర్చోవాలా ఒకటిన్నర గంటల్లో అయిపోయినా కూర్చోవాలా any infringement of the above instruction ఇవన్నీ కూడా ఏమైనా చేస్తే మాల్ ప్రాక్టీసెస్ కింద తీసుకొని మిమ్మల్ని పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది next admission of examination is provisional subject to confirmation satisfaction of the conditions of the notification hall ticket ఇప్పుడు ఏదైతే తీసుకోబోతున్నారో అది మీ మెయిన్స్ వరకు మీరు భద్రంగా దాచుకోవాలి ఓకే నెక్స్ట్ ఫర్దర్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా TSPSC dot GOV dot in అనే వెబ్సైట్లో మీరు లాగిన్ అయి చూడవచ్చు ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ రోజు వన్ ఓ క్లాక్కి ఎగ్జామ్ అయిపోతుంది వన్ ఓ క్లాక్ ఎగ్జామ్ అయిన వెంటనే టీ అచీవర్స్ అకాడమీ ఏదైతే నెంబర్ వన్ అకాడమీగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నదో మేము ఒక చాలా డీటెయిల్ డి టీమ్ ద్వారా మేము రీసెర్చ్ చేసి మేము మీకు అఫీషియల్ కీ అన్నది పేపర్ ఎక్స్ప్లెనేషన్ అన్నది ఆ రోజు నాలుగు గంటలకు ఫోర్ ఓ క్లాక్కి మేము కీ అన్నది ఇవ్వడం జరుగుతుంది పేపర్ ఎక్స్ప్లెనేషన్తో పాటు సో మాతో ట్యూన్ అయి ఉండండి అక్షివర్స్ అకాడమీ ఛానల్ని ఈ రోజు ఎవరైనా చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం చూస్తున్నానే మా ఛానల్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ కు హాజరవుతున్న ప్రతి విద్యార్థికి కూడా అచీవర్స్ అకాడమీ ఛానల్ తరపున I wish you a very very very good luck thank you so much Jai Hind future ఆఫీసర్స్